hello friends welcome back to arrive tech YouTube channel నా పేరు షణ్ముఖ సమయం చూసి మీకు అర్థమైపోయింటుంది రోజు వచ్చేసి మనము నాయిస్ ఎయిర్ ప్లస్ ప్లస్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు టోటల్ అవర్స్ వచ్చేసి ట్వంటీ అవర్స్ అన్నారు దీని బ్యాటరీ లైఫ్ చూసుకుంటే three fifty mAh and with five watt charging వస్తుంది దీని యూఎస్బి కేబుల్ వచ్చేసి మనకు టైప్ సి అండ్ అనేది ఇన్స్టెంట్ టచ్ కంట్రోల్తో వర్క్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనము బాక్స్ లోపలికి అనేది వెళ్ళిపోదాం సో బాక్స్ కవర్ పక్కన పెట్టేద్దాం సో ఇది వచ్చేసి మనకు పైన కవర్ అండ్ అలానే లోపల నుంచి చూసుకుంటే మనకు క్లియర్ ఇంటర్ఫేస్ అనేది ఇచ్చారు సో కేస్ అనేది ఇచ్చారు అండ్ అలానే ఇందులో బర్డ్స్ అనేవి ఉంటాయి లేదా మరీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి కవర్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు ఛార్జింగ్ యూఎస్బి కేబుల్ ఇచ్చారు USB cable and not just small size of earbuds అనేది ఇచ్చారు సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే మనము జస్ట్ మనకు యూఎస్బి కేబుల్ టైప్ సి ఇచ్చారు ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి మనకు కేస్ ఫిట్ కోసం ఇచ్చారు నాయిస్ స్టిక్కర్స్ మనం ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండ్ అలానే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి దీన్ని స్కాన్ చేసుకుంటే మనము డైరెక్ట్ వారంటీ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా కనెక్ట్ అవుతుంది అండ్ అలానే దీని టచ్ సెన్సిటివిటీ ఎలా డినోట్ చేస్తుంది ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుంటే ఉంది సో మనకు ఇయర్బడ్స్ అనేవి ఇలా ఉన్నాయి సో నేను కింద పెట్టి చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనపడాలనేసి కేస్ అనేది మనం టచ్ సెన్సిటివిటీ వచ్చేసి మిడిల్ ఆఫ్ ద ఇయర్బడ్స్కి ఇచ్చారు అండ్ అలానే టూ ఇయర్బడ్స్కి వచ్చేసి మనకు సింగిల్ టైం ట్యాప్ చేసినట్టుగా అయితే మనకు వాల్యూమ్ మీరు వీడియో చూస్తుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వచ్చు అదే మనకు కాల్లో ఉన్నట్టుగా అయితే రిజెక్ట్ అవ్వచ్చు ఇంకోటి అటెంట్ కూడా అవ్వచ్చు దీని ప్రైస్ చూసుకుంటే మనకు five thousand nine hundred ninety nine rupees but ఇస్తున్న ఆఫర్లో మీరు టూ థౌజండ్ రూపీస్కి ఇది పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాము అక్కడ నుంచి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు